కాకినాడ భానుగుడి సెంటర్ వద్ద మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీ భానులింగేశ్వర స్వామి ఆలయం నందు ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ వాక్కాడ సత్యబాబు మాట్లాడుతూ కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి సూచనల మేరకు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా క్యూ లైన్లు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు అదేవిధంగా డాల్ఫిన్ హోటల్ అధినేత ద్వారా ప్రసాద వితరణ కార్యక్రమం రాత్రి పన్నెండు గంటల వరకు లక్ష దీపార్చన లింగోద్భవ కార్యక్రమాలు జరుగుతాయని వివరించారు భక్తులు యాభై మంది పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కాగలరని కోరారు ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో భద్రం ధర్మకర్తల మండలి సభ్యులు వెంకటేశ్వరరావు శివ మిగతా సభ్యులు పాల్గొన్నారు లోపల పక్కన ఉంచామని చెప్పండి వీళ్ళు ఆగిపోతున్నారు హాస్యమే నీ మాట పాటి చిన్న భక్తులందరూ భక్తులందరూ కూడా మజ్జిగ బయట మజ్జిగ వితరణ కార్యక్రమం చోటు జరుగుతుంది మీరు తప్పనిసరిగా మజ్జిగ మార్నింగ్ స్వామి ఎల్లవెల్ల వ్యక్తిని కాపాడాలని కోరుకుంటున్నాను ఓం నమ శివాయ ఆయన్ని ఆ టైంలో దర్శనం చేసుకున్నట్టయితే లోకల్ జనం